hi friends welcome to my channel సాధారణంగా పూజలు పూర్తయ్యాక కానీ లేకపోతే గుడికి వెళ్ళినప్పుడు కానీ సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉంటాం కదా అయితే ఈ సాష్టాంగ నమస్కారాల గురించి పెద్దలు ఒక నియమం పెట్టారు అదేంటంటే మగవారైతే కనుక పూర్తిగా తమ శరీరాన్ని భూమికి ఆంచి నమస్కారం చేయాలని ఆడవారైతే కనుక మోకాళ్ళపై ఉండి నమస్కారం చేయాలి అని చెప్తారు అలా ఎందుకు చేయాలి అంటే కనుక మగవారిలాగా పూర్తిగా నేల మీద పడుకుని నమస్కారం చేయాలి అంటే కనుక తమ ఎనిమిది అంగాలు అంటే పక్షం నుదురు రెండు చేతులు రెండు కాళ్ళు రెండు నేత్రాలు భూమికి ఆంచినప్పుడు సహజంగానే పొట్ట భాగం అనేది నేలకి తాకుతుంది కదా మగవారికి పొట్ట భాగం నేలకి తాకినా పర్వాలేదు కానీ ఆడవారికైతే కనుక ఆ స్థానంలో గర్భకోసం ఉంటుంది సహజంగానే చాలామంది ఆడవాళ్లలో గర్భకోశం అనేది చాలా వీక్గా ఉంటుంది ఈ విధంగా సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల గర్భకోశానికి ఏదైనా హాని జరిగే అవకాశం ఉంటుంది అని మోకాళ్ళపైనే నమస్కారం చేయాలి అని పెద్దలు నియమం పెట్టారు అని చెప్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మరో విషయంతో మరో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ